ఐ లవ్ యూ స్వీటీ నీ గురించి ఆలోచిస్తున్నాను మన పెళ్ళి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది వాడెవడో వీరు అంట పెద్ద మౌంటైన్స్ ఉండాలి full water falls and birds ఉండాలి at the end it has to be beautiful తెలుసా ఐ లవ్ యూ చెప్పి సారీ చెప్పు I love you sorry Shruti